క్షణక్షణం ఎన్నికల వార్తా విశేషాలు నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి యాక్టర్ అంజనీ ప్రసాద్ పచ్చపాటి తీర్థం పుచ్చుకున్నారు ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేస్తానని ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో చెప్పారు నటి దేవిశ్రీ పార్టీలో చేరారు రాష్ట్రమంతా తన సుడిగాలి పర్యటనతో ప్రచారాన్ని నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతానని చెప్పారు ప్రముఖ పారిశ్రామికవేత్త పానకాలరావు గులాబీ పార్టీకి తన మద్దతును తెలియజేశారు వీలే కాక కొంతమంది ప్రవాసాంధ్రులు మాజీ జడ్జీలు డాక్టర్లు లాయర్లు బిల్డర్లు కాంట్రాక్టర్లు ఫోన్ చేస్తుంటే ప్రముఖులు ఫోన్ కాదు టీవీ చేస్తున్నా ఎన్ని మార్చినా మార్పు లేదు పట్టుకో ఇదిలా ఉండగా అన్ని పార్టీల్లోని అసమ్మతివాదులు వేరువేరు కుంపట్లు పెట్టుకుని స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు సీనియర్ నాయకుడు దిగంబర్రావు మనవడికి టికెట్ లాభం నిరసనగా అభిమానులు ఆ ఎంతో ఫోన్ చేసి కంప్లైంట్ పార్టీ కార్యాలయాన్ని నిన్న తగలబెట్టారు దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా పార్టీల డైల్ టోన్ లేదు సార్ వాడు తన్నానంటే నీలోంచి డెత్ టోన్ వస్తుంది వచ్చి ఫోన్ చేయి ఓ ఓ అరే నీ టీవీ పెట్టి చూడు నా దానికి పిచ్చెక్కింది ఏ ఛానల్ పెట్టినా ఓటో ప్రోగ్రామ్ వస్తుంది ఎలక్షన్ న్యూస్ పిచ్చి కాదు ఫీవర్ ఎలక్షన్ ఫీవర్ ఎలక్షన్ ఫీవరా నాట్ ఒట్టు ఫీవర్ అంటు ఫీవర్ దేశవ్యాప్తంగా అన్ని రంగాలకి పాకింది అవును టీవీకి ఫుల్ గా సోకింది డాక్టర్లు యాక్టర్లు చిన్న వ్యాపారస్తులు బడా ఇండస్ట్రియలిస్టులు సింగర్లు డాన్సర్లు టీచర్లు ఇంజనీర్లు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు స్టార్ హోటలోడు కాకా హోటలోడు అందరికీ సోకింది మనకే ఇంకా టెంపరేచర్ అందుకోలేదు మనకెందుకురా బాబు పాలిటిక్స్ పోలింగ్ అయ్యేంత వరకు రెండు పోలియో డ్రాప్స్ వేసుకుని పడుకుందాం ఒరే అమృతం ఒక్కోసారి నువ్వేం మాట్లాడుతున్నావు నీ నాలిక్కే తెలియదు పదవో పవర్ కనెక్షనో లేందే ప్రతి వాడు బెదిరించడమే మున్సిపాలిటీ వాడి దగ్గర నుంచి ఇంటి ఓనర్ వరకు దాందే ఉందిరా మనకేమైనా ప్రాబ్లం వస్తే డబ్బిస్తే ఆ నర్సింగ్ దాదా వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు కదా మరదే ఇప్పుడు ఆ నర్సింగ్ దాదా కూడా ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాడు ఏంటి ఆ బండ గోండా వెదవ కూడా ఎమ్మెల్యేనా నేను చస్త ఒప్పుకోను నువ్వు ఒప్పుకునేదేంటి పార్టీలే పిలిచి టికెట్లు ఇస్తుంటే అయినా వాళ్ళ సంగతి అలా ఉంచు ముందు ముందు మన భవిష్యత్తు బాగుండాలంటే మనం కూడా టికెట్ సంపాదించాలా కాదు మనకి ఏదో ఒక రాజకీయ నాయకుడు అండుండాలి అంటే అతనికి మన మద్దతు ప్రకటించి రాజకీయ రంగు పులుముకోవాలి అదృష్టం బాగుండి మనం ఫాలో అయ్యే నాయకుడు అధికారంలోకి వచ్చాడనుకో మన ఫ్యూచర్ మెరిసిపోతుంది సరే మనం కూడా ఎవరో ఒకరిని సపోర్ట్ చేద్దాం అయితే ముందు టికెట్ సస్పెన్స్ వీడిపోయి ఏ పార్టీకి ఏ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతున్నాడో చూసుకొని ఆ తర్వాత మనం డిసైడ్ చేసుకుందాం అది తెలివి తక్కువ వాళ్ళ లక్షణం టికెట్ ఇచ్చాక ప్రతివాడు సపోర్ట్ చేస్తానని వస్తాడు ముందే మనం క్యాండిడేట్ మీద గురిపెట్టుకొని గుడ్డిగా ఫాలో అయిపోతే మనకు వాల్యూ ఉంటుంది అంజీ పాలిటిక్స్ కూడా ఎంత సైంటిఫిక్ గా ఆలోచిస్తావురా పద ముందు లిస్ట్ చదువు ప్రస్తుతం మనం ఉన్న ఏరియా నియోజకవర్గ నాయకుల్లో కునుకు కోదండరామయ్య వయసు పైబడ్డ నాయకుడు ఎప్పుడు నిన్నలో ఉంటాడు పైగా ఇవాళో రేపు అన్నట్టున్నాడు వద్దు వేస్ట్ సున్నా సురేష్ కుమార్ యువజన్ నాయకుడు ఏముందిరా తండ్రి ఇమేజు యంగేజు తప్ప కుర్రవాళ్ళు నిలకడ ఉండదురా జంపింగ్ జాక్స్లా పార్టీలు దాటుతూ ఉంటారు ఓహో వలస పోలుస్వామి వలస పోలుస్వామా మనిషి ఓకే కాని పేరే పల్స్ పోలియో ప్రోగ్రాంలా ఉంటుంది పేర్లో వినబిలిటీ లేకపోయినా మనిషిలో స్టెబిలిటీ ఉంది ఇట్లాంటి మధ్య వయస్కులైతేనే మనకి కరెక్టు పైగా మాజీ కాబట్టి పేచీ లేకుండా టికెట్ ఇస్తారు అయితే మనం మద్దతిస్తాం అది ఏమండి పోలీస్ స్వామి గారు ఉన్నారా ఉన్నారు హలో హలో హలో ముందు ప్రియ గారిని కలవండి ఇగోండి సార్ బిల్లు నీ ఇష్టం వచ్చినట్టు బిల్లు వేసుకొస్తే కట్టేస్తావా బిల్లు కరెక్టే సార్ ఏంటి కరెక్ట్ రోజుకి ఇరవై మంది కంటే ఎక్కువ ఉండట్లేదు నువ్వు మాత్రం నలభై మందికి బిల్లు వేసుకొస్తున్నావు లేదు సార్ ఇరవై మందికి వేసుకొచ్చాను సార్ అంటే పర్ హెడ్కి సెవెంటీ రూపీస్ పడుతుందా రేట్లన్నీ పెరిగాయి కదా సార్ చత్ నోర్మై పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నావా సార్తో చెప్తే నీ హోటల్లో ఉండదు నువ్వు ఉండవు వెళ్ళా బాయ్ సార్ వెళ్ళరా ఇవాళ నుంచి హోటల్ మార్చేసేయి ముందు ఇవాళ ఇరవై ఐదు మందికి భోజనాలు అరేంజ్ చేయి అలాగే సార్ వెళ్ళు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరు మీరు ఒకసారి మీ సెల్ ఇస్తారా దేనికి అర్జెంట్ కాల్ మాట్లాడి తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తా సార్ హలో ఒరే సర్వం వెంటనే ఇరవై ఐదు ఫుల్ మీల్స్ ప్లస్ ఇద్దరికి స్పెషల్ క్యారేజీ పార్సిల్ కట్టి రోడ్ నెంబర్ సెవెంటీ టూలో ఉన్న గారి ఆఫీసుకు పంపించు అదేంటి నేనేం ఆర్డర్ చెప్పకుండానే మీరేం చెప్పక్కర్లేదు సార్ మేమంతా విన్నాం ఇక నుంచి మీకు మీ ఆఫీసులో కార్యకర్తలందరికీ మా అమృత్ విలాస్ నుంచే ఫుడ్ సప్లై వితౌట్ బిల్ అసలు ఎవరండి మీరు ఏ పని మీద వచ్చారు సెంటర్లో ఉన్న అమృత విలాస్ మాదే ఈ ఎలక్షన్లో సార్కు మా మద్దతు తెలియజేద్దామని వచ్చాం ఆహా ఎన్నోట్లుంటాయి మీ గ్రూప్లో మా ఇంటోట్లు నాలుగే కానీ మా హోటల్కి వచ్చేవి ఓట్లు మా కాలనీ మొత్తం మా అమృత విలాస్ అభిమానులే మేము ఎటు చెప్తే అటే వింటాం వెరీ గుడ్ సార్కు చెప్తాను కూర్చోండి <laughs> మీలాంటి మంచి వ్యక్తుల సహకారం లభించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఆ మాట మేమనాలి సార్ మీలాంటి మంచి నాయకులు పంచం చేరటం మా అదృష్టం సంతోషం సంతోషం మీ నుంచి మాకు ఎటువంటి సహకారం లభిస్తుంది ఈ ఎన్నికల్లో మీరు గెలిచేంత వరకు అహర్నిశలు పనిచేస్తాం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాం ధన రూపేణా మీకు ఎటువంటి సహాయం చేయలేకపోయినా మంచి సెంటర్లో ఉన్న మా హోటల్నే మీరు ఆఫీస్గా ఉపయోగించుకోవచ్చు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు మేము చూసుకుంటాం సంతోషం మహా సంతోషం రేపటి నుంచి మన పార్టీ చెవులో తీవయ్యా రేపటి నుంచి మన ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా అమృత విలాస్ నుంచే జరుగుతుంది వీళ్ళిద్దరూ మన చీఫ్ ఆర్గనైజర్గా వ్యవహరిస్తారు అలాగే ఓకే థ్యాంక్ యూ సార్ మేము ఇప్పుడే వెళ్ళి మన పార్టీ రంగు చొక్కాలు కుట్టించుకుంటాం షూర్ షూర్ అరే ఆఫీస్ రూమ్ రెడీ చేసావా నాయకుడు వచ్చే టైం అయింది అంతా రెడీ సార్ వాడు అమృతం మొట్టమొదటి రోజు కాబట్టి ఏ విఘ్నాలు రాకుండా గుడికెళ్ళి దండం పెట్టుకుందాం సరే అరే ఈలోపు మన పార్టీ కార్యకర్తలు ఎవరొచ్చినా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి కాఫీ టిఫిన్లు అవే ఏర్పాటు చేయి అలాగే పద ఇదేంట్రా మన నాయకుడు చొక్కా రంగు మారింది పద చెప్పండి ఏంటి మీరు ఇంకా ఈ చొక్కాల్లో ఉన్నారు ఏమైందండి ఇంతకీ మన పోలీస్ గారు ఎక్కడ లోపల ఉన్నారు వెళ్ళండి ఆ మీరు చెప్పండి ఏమైంది సార్ ఏంటి ఓవర్ నైట్ మార్పు ప్లీజ్ ముందు మీరు ఆ చొక్కాలు మార్చండి ఇక నుంచి మన రంగు వైట్ అండ్ వైట్ అసలు ఏమైంది సార్ మనకు ఆ పార్టీలో వెన్నుపోటు పడింది ఇన్నాళ్ళుగా పార్టీకి ఇంత సేవ చేస్తే ఇవాళ నా టికెట్ తీసుకెళ్లి ఎవరో అనామకుడికి ఇస్తున్నారు ఇది చాలా ఘోరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏం పర్వాలేదు సార్ పార్టీ మిమ్మల్ని కాదన్నా ప్రజలు మిమ్మల్ని కాదనలేరు ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం చెయ్యండి అక్కర్లేదయ్యా ఇన్నాళ్ళుగా మనం నమ్మిన పార్టీ మనకి ముడిచే చూపించినా ఆ జెండా పార్టీ వాళ్ళు చేయనించి ఆహ్వానిస్తున్నారు ఇది తెలివైన పని నేను మిమ్మల్నే సమర్థిస్తున్నాను నేను కూడా సంతోషం సంతోషం మీలాంటి వాళ్ళ అన్నదండలు పుష్కలంగా ఉండబట్టే ఏ పార్టీలోనైనా నెగ్గురాగరని ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్ళిపోతున్నానయ్యా వీళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేశారా సార్ ఇంకా లేదు ఢిల్లీ అధిష్టాన వర్గం నుంచి ఆదేశాలు రాగానే కన్ఫర్మ్ అయిపోతుంది రేపు ఉదయానికల్లా ఏ విషయం తేలిపోతుంది మంచిగా గోరుస్వామి గారు సార్ సార్ ఇప్పుడు పద పొత్తుల నిష్పత్తుల్లో భాగంగా జెండా పార్టీ వాళ్ళు నా టిక్కెట్ని గులాబీ పార్టీకి త్యాగం చేశారయ్యా అందుకే కంచుకోట్లాంటి నా నియోజకవర్గంలో ఎవరూ ప్రవేశించకుండా ఉండడం కోసం ఈ చొక్కా మార్చాను సరే సార్ మనం ఏ పార్టీలో ఉన్నా టికెట్ రావడం ముఖ్యం నైన్టీ పర్సెంట్ టికెట్ మనకు కన్ఫర్మ్ అయిపోయిందా పోల్ స్వామి జిందాబాద్ పోల్ స్వామి జిందాబాద్ వలస పోల్ స్వామి గారి నాయకత్వం ఆగండి ఆగండి మనకు టికెట్ కన్ఫర్మ్ అయ్యి నామినేషన్ వేసిన తర్వాత ప్రచారానికి సరైన టైం సరిపోవట్లేదు కాబట్టి మనందరం కూడా ముందస్తు ఎన్నికల ప్రచారం ప్రారంభించాలి అందువల్ల రేపటి నుంచి కాలినడక ప్రచారం ప్రారంభిద్దాం వలస పోలీస్ ఫామ్ గారికి మీ ఓటు వలస పోలీస్ ఫామ్ గారికి మీ ఓటు వలస పోలీస్ ఫామ్ గారికి మీ ఓటు వలస పోలీస్ ఫామ్ గారికి వాటర్లే మన దేవుళ్ళు వాళ్ళని ఓట్లాడడానికి చాలా రకాల పద్ధతులు ఉంటాయి అవన్నీ నాతో పాటు మీరిద్దరూ కూడా ఆచరించాలి ఓకే సార్ అంతేకాదు అవసరమైతే వాట్ల కోసం వాళ్ళ చేతులే కాదు కాళ్ళు కూడా పట్టుకోవాలి ఓకే అర్థమైందా మనకి కానివ్వండి వలస పోలీస్ స్వామి గారికి వలస పోలీస్ స్వామి గారికి వలస పోలీస్ స్వామి గారికి మీ ఓటు తమ్ముడు నీ ఓటు నాకే వెయ్యాలి తమ్ముడు ఓటేతాను కానీ రోజు నా దగ్గరకు సోడ తాగుతావా రోజుకు పది తాగుతాను సోడ కొట్టు అది కాదు అది కాదు గొలి సోడ కొట్టు ఒరే తమ్ముడు ఇది పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు ఉంచండి ఏమన్నా మీ ఓట్లు కూడా నాకే వేయాలండి మర్చిపోకండి బాబు తమ్ముడు వస్తానమ్మా వలస పోలీస్ స్వామి గారికే మీ ఓటు వలస పోలీస్ స్వామి గారికే ఓటర్లకి హామీలు ఇస్తూ వాళ్ళు చేసే పనుల్లో సహాయం చేస్తూ ఓట్లేయడం ఒక పద్ధతి అవునవును గుడ్ టెక్నిక్ అయితే అన్ని పనులు నేను ఒక్కడనే చేసుకోలేను కాబట్టి ఆ పనుల్లో కుడి చేతి పనులు నువ్వు ఎడం చేతి పనులు నువ్వు షేర్ చేసుకోవాలి కొన్నేంటి సార్ అన్నీ చేస్తాం మేము ఉన్నది అందుకే కదా సార్ ఇప్పటి నుంచి మీ బెస్ట్ ఫాలోవర్స్ గా మంచి పేరు తెచ్చుకుంటాం చూడండి అమ్మా పోల్ స్వామి గారు వచ్చారమ్మా నమస్కారం మీ పని అమ్మా మీ పని పాడవకుండా మిమ్మల్ని ఓట్లు అడుగుదామని వచ్చాం మీరు గనక నాకు ఓటేసి గెలిపిస్తే ఇంటింటికి ఒక చెత్త మనిషిని ఏర్పాటు చేస్తాను అదే చిచి అదే చెత్త ఊడ్చే మనిషిని ఏర్పాటు చేస్తాను నేనే పని మనిషి నా కడుపు కొట్టకండి ఆ వాడు ముందే చెప్పచ్చుగా పోలీస్ స్వామి గారికి మీ ఓటు అమ్మా అమ్మా అమ్మా మీ ఓటు మాత్రం నాకే వేయాలమ్మా అమ్మా నా పేరు పోలీస్ స్వామి నాకే వేయాలమ్మా నన్ను కొన్ని నీళ్ళు పట్టుకుని కదమ్మా నేను పడతాగా మీకు ఎందుకు మీరు గనక నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీరు అక్కడి నుంచి వచ్చి నీళ్ళు పట్టుకెరక్కర్లేదు నీళ్ళే మీ ఇంటికి వచ్చి ఏర్పాటు చేస్తాను ఎప్పుడో ఎందుకమ్మా ఇప్పుడే ఈ బిందు మీ ఇంటికి చేరేస్తాను మీకు శ్రమ ఎందుకండి మా ఇల్లు ఇక్కడే ఇందులో శ్రమే ఉందమ్మా ఎంత దూరమైనా నేనే తీసుకొస్తా వలస పోలస్వామి గారికి మీ ఓటు వలస పోలస్వామి గారికి వలస పోలస్వామి గారికి వచ్చేసిందమ్మా మీ ఇల్లు దగ్గరేనండి ఈ ఆ! ఈ అబ్బో అమ్మా అయ్యో రండి వస్తున్నానమ్మా వస్తున్నా ఇంకెంత దూరం అమ్మా పాపం ఇంకెంతసేపు మోస్తానండి ఆ బిందిలా ఇవ్వండి ఎటు ఇంత దూరం వచ్చాను కదమ్మా ఇంటి దాకా మోస్తానులే మా ఇల్లు ఇదేనండి ఇదేనమ్మా థ్యాంక్స్ ఇదేం నా మెడలో ఉండిపోయింది అయ్యో నడిచి ఓపిక లేదు ఎలా వెళ్తా అమ్మో డౌను డౌను దొర్లుకుంటే వెళ్ళిపో- అయ్యో తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి అమ్మా ఉండండి పని పూర్తి చేసి వస్తాను ఎందుకమ్మా మీకు శ్రమ మీ పనులు పూర్తి చేయడానికి మా వాళ్ళు ఉన్నారు ఎస్ ఎనీ వర్క్ ఎవరిడి చూడమ్మా నీ ఓటు నాకేసి నన్ను అనుకో నీ అన్ని పనులు దగ్గరుండి మాకు మరుగుదొడ్లు కావాలి కట్టిస్తారా పనంటే ఇదే బాబు నీళ్లు పోస్తే నువ్వు మేనేజ్ చేయలేవా సర్లే ఓటు కోసం కోటి విద్యలు అమ్మా మీ ఓటు మాత్రం మర్చిపోవద్దు ఏమండి మగ్గు ఓ పోల్ స్వామికి జిందాబాద్ పోల్ స్వామికి జిందాబాద్ పోల్ స్వామికి ఓటర్ మహాశైలారా మీ అందరికీ నా నమస్కారం మీ ఓట్లు అన్నీ కూడా నాకే వేయాలి బాబు నీ ఓటు కూడా నాకే నువ్వేలా మనకే చెప్తాను నేను ఇస్తాను కదా నేను నాన్న కదా మీ పనులన్నీ చేసి పెట్టడానికి ఏం సార్ గడ్డం పని అదేంటయ్యా గడ్డం పట్టుకుని మరీ అడుగుతున్నాడు నీ ఓటు కూడా నాకే వెయ్యాలి మీకు ఇలాంటి పనులు అన్నీ చేసి పెడతాను నేను సార్ ఆ, కాషాయం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ ఆ, ఆ, ఇది పట్టుకో హలో ఆ, తమ్ముడు నీ ఓటు ఎలాగో నాకే వేస్తావు అనుకో కాకపోతే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు కలర్ మారింది ఈ కలర్ ఈ కలర్కి ఏం మర్చిపోద్దే సార్ ఫోను మళ్ళీ ఎవరయ్యా పట్టుక హలో ఆ, నేనే చూడు బెదరు చిన్న చేంజి ఏంటంటే మన పాత పచ్చ పార్టీ వాళ్ళు నా కెపాసిటీ గుర్తించి నాకు మళ్ళీ సీట్ ఇచ్చారు బెదరు అందుకని నువ్వు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే ఇదిగా ఇదిగా ఈసారి పచ్చ పార్టీకి ఏ లోటు మర్చిపోక గెడ్డంగేసే లోపు మూడు గుర్తులు మారావు ముందు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏది ఫైనల్లో తేల్చుకోవచ్చు అప్పుడు అడుగు సార్ ఇలా రండి ఏంటయ్యా టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ఓట్లు అడిగితే మంచిదండి లేకపోతే జనం కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నారు అది నిజమే పద పద పద పద ఎందుకు ఎందుకింత నిరుత్సాహపడిపోయారు మీరు వీరుడు కాదా మీరు యోధుడు కాదా ఏమొచ్చినా కుంగిపోని మనస్తత్వం లొంగిపోని వ్యక్తిత్వం ఉండాలి కష్టం వచ్చినప్పుడు తలెత్తి ధైర్యంగా దాన్ని ఎదిరించగలగాలి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు అడగగానే వెళ్ళిపోలేదని అదిలోనే పోరాటం ఆపామా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగించలేదా ఆ పాటి ఉడుకునెత్తులు మీరో లేదా sir boiling my blood is boiling for పోల్స్ స్వామి మీ మీద మాకున్న నమ్మకాన్ని ప్రమాణం చేసి మరి ప్రూవ్ చేసుకుంటాం సంతోషం మహా సంతోషం మంచి ఐడియా మన కార్యకర్తలందరూ ప్రమాణం చేస్తే మన ప్రచారం పునరుత్సాహం పుంజుకుంటుంది ఫలానాను నేను అంజను నేను ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనను ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనను ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనూ ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనూ ఎక్కడ సీట్ వచ్చినా ఎక్కడ సీట్ వచ్చినా ఏ పార్టీలో సీట్ వచ్చినా ఏ పార్టీలో సీట్ వచ్చినా సీట్ వచ్చినా రాకపోయినా సీట్ వచ్చినా రాకపోయినా వలస పోలుస్వామి గారి వెన్నంటే ఉంటామని వలస పోలుస్వామి గారి వెన్నంటే ఉంటామని ఫిరాయింపులు చేయమని ఫిరాయింపులు చేయమని సూర్యచంద్రుల సాక్షిగా సూర్యచంద్రుల సాక్షిగా ముల్లోక దేవతల సాక్షిగా ముల్లోక దేవతల సాక్షిగా తల్లి సాక్షిగా తల్లి సాక్షిగా భార్య సాక్షిగా భార్య సాక్షిగా పిల్లల సాక్షిగా పిల్లల సాక్షిగా అదర్ రిలేటివ్ సాక్షిగా అదర్ రిలేటివ్ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము ప్రమాణం చేయుచున్నాము ఏంట్రా ఈ పోల్ స్వామి ఇంకా రాలేదు లేట్ అయినా ఏదో సీట్ రావడం పక్కా అది ఏ పార్టీ సీట్ అయినా విప్పక్కర్లేదు ఈ చొక్కా <laughs> అసలు చొక్కానే అవసరం లేదు ఇక మీద ఏ అటు చూడు రోజు చొక్కాలు మార్చి మార్చి బోర్ కొట్టి ఇప్పుడు ఏకంగా బాడీనే మార్చేశారు మన పోలస్వామి గారు సడన్ గా చిన్నపిల్లాడైపోయాడు హే అది ఆయన ఫోటో కాదు సరిగా చూడు తప్పక చూడండి మీ జమినీలో నాన్న ప్రతి సోమ మంగళవారాల్లో రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై వరకు నాన్న మెగా సీరియల్ ఓహో టీవీ సీరియల్ ఆడా ఆయన ఎలక్షన్ గొడవలో టీవీ సీరియల్ ఏంటి హడావుడి మన నాయకుడికి టికెట్ వచ్చింది ఇంతకీ మన పోలీస్ గారు ఎక్కడ వెనక కారులో వస్తున్నారు గారు గారికి గారికి ఇదెక్కడ పార్టీ రంగు సార్ ఇక్కడ కత్తెర ఎక్కువైందని ఉత్తర పార్టీ దగ్గర తీసుకున్నాను ఏదైతే అయిందని ఇంతకీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సార్ ఆసిఫ్ నగరా అమేధి ఉత్తరప్రదేశ్ లో వంట సామాన్లు గ్లాసులు ప్లేట్లు పట్టుకుని పదండి అమేధికి ఇలా వలస పోల్ స్వామి వెంట ఉత్సాహంగా ప్రమాణం చేసిన పాపానికి ఉత్తర భారతదేశం వలసపోయారు ఎలక్షణ క్షణం